hello friends hi welcome to మన ఇంటి థింగ్స్ ఎలా ఉన్నారండి అందరూ నేను మీ శ్రీజ ఇవాళ వీడియోలో రెసిపీ వచ్చేసి మ్యాంగో కేక్ అండి ఇప్పుడు మ్యాంగోస్ సీజన్ కాబట్టి మ్యాంగోస్ చాలా దొరుకుతాయి సో దాంతో మనం కేక్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలనేది నేను ఈరోజు మీతో షేర్ చేస్తాను వీడియోలో తప్పకుండా చూసి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎలా వచ్చిందనేది నాకు కూడా కామెంట్లో చెప్పండి సో లేట్ చేయకుండా మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం దానికోసం మనం ఒక మ్యాంగో తీసుకుందామండి దాని మ్యాంగోని మనం ఇలా ముక్కలు ముక్కలు కట్ చేసుకోవాలి దాన్ని ఒక మిక్సీలో వేసుకొని బ్లెండ్ చేసుకోవాలి మొత్తం ఒక పల్ప్ వచ్చేలాగా మెత్తగా మిక్స్ చేసుకొని మనం ఒక ప్లేట్లోకి తీసుకుందాం ఈ విధంగా ఎలాంటి లమ్స్ లేకుండా స్మూత్ పేస్ట్ లాగా మనం మిక్స్ చేసుకోవాలి దాన్ని మనం ప్యాన్ పెట్టుకొని హీట్ చేసుకోవాలండి ప్యాన్లో మనం ఈ పల్ప్ మొత్తం వేసుకోవాలి మ్యాంగోది దీంట్లో ఒక హాఫ్ కప్పు వరకు మనం షుగర్ కూడా యాడ్ చేసుకోవాలి హాఫ్ కప్ షుగర్ అండ్ ఒక పించ్ ఆఫ్ సాల్ట్ కొద్దిగా టేస్ట్ చాలా బాగుంటుందండి ఇలా ట్రై చేయండి ఈ విధంగా మనం ఆ షుగర్ మొత్తం మనకి కరిగేలాగా వేడి చేసుకోవాలండి స్టవ్ మీద సో అదే ప్లేట్లోకి మనం దీన్ని సర్వ్ తిరిగి తీసేసుకుందామండి సో పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి ఒకసారి తప్పకుండా మీరు ఈ విధంగా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ అండ్ మనం ఒక హాఫ్ కప్ షుగర్ పౌడర్ అలాగే ఆయిల్ అలాగే వెనిలా ఆసెన్స్ ఈ మూడింటిని వేసి మనం మిక్స్ చేసుకోవాలి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి తర్వాత మనం ఒక టూ బౌల్స్ మైదా అలాగే ఒక స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకొని జల్లించుకోవాలి ఈ విధంగా సో వీటిని కూడా మనం కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ ఒక స్మూత్ టెక్స్చర్ వచ్చేలాగా మనం దీన్ని ప్రిపేర్ చేసుకోవాలి బాగా బీట్ చేసుకోవాలండి అప్పుడే కేక్ ఫఫీగా వస్తుంది తర్వాత ఒక ఫోర్ స్పూన్స్ మనం రెడీ చేసుకున్న మ్యాంగో పల్పుని వేసుకోవాలి ఇందులో మిగతాది పక్కన పెట్టేసాను ఫ్రెండ్స్ ఈ పల్ప్ మొత్తం ఆ మిక్స్లో వేసుకొని బాగా స్మూత్ మొత్తం కలిసే విధంగా బీట్ చేసుకోవాలి చూసారు కదా ఫ్రెండ్స్ ఎలాంటి లమ్స్ లేకుండా ఉండాలి అనమాట మనకు బ్యాటర్ కేక్ అప్పుడే చాలా చాలా పఫీగా వస్తుంది సో మనం బేకింగ్ ట్రే తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి ఈవెన్గా తర్వాత కొద్దిగా మైదా వేసుకొని కూడా మనం అంతా డస్ట్ చేసుకోవాలి కేక్ అనేది మనకు దానికి అంటుకోకుండా బాగా వస్తుంది సో ఈ మిక్చర్ మొత్తం అందులో వేసుకొని ఒకసారి ట్యాప్ చేసుకోండి కింద ఎయిర్ బబుల్స్ లేకుండా ఉంటుంది సో తర్వాత మనం ప్రీహీట్ చేసుకోవాలి ఒక టెన్ మినిట్స్ ముందే మనం ప్యాన్ పెట్టుకొని హీట్ చేసుకున్న తర్వాత మనం ఒక స్టాండ్ పెట్టుకొని మనం ఇది మొత్తం మిక్స్ వేసుకున్నాం కదండి ఆ బేకింగ్ ట్రే మొత్తం దాంట్లో పెట్టేసుకొని ఫుల్గా కవర్ అయ్యేలాగా హెయిర్ బయటికి రాకుండా ఒక మూత పెట్టుకొని ఒక thirty five to forty minutes వరకు బేక్ చేసుకోవాలండి చాలా బాగా బేక్ అవుతుంది కేక్ అనేది వీడియోలో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మనం ఇలా ఒక ఫోక్ తీసుకొని చూస్తే మాయిశ్చరైజర్ ఏమి అంటకుండా వస్తే మనకి పర్ఫెక్ట్ కేక్ అనేది రెడీ అయిపోయింది దీన్ని మనం తీసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ చల్లార్చుకోవాలి తర్వాత మనం ఓరియో బిస్కెట్స్ ఒక టూ తీసుకుందామండి అది చల్లారేలోపు మనం ఒక టూ బిస్కెట్స్ని ముక్కలుగా చేసుకుందాం ఒక బౌల్లో వేసుకుందాం సో ఈ విధంగా మనం ముక్కలు ముక్కలుగా చేసుకొని మనం ఇందులో హాట్ వాటర్ వేసుకొని ఒక క్రీమీ టెక్స్చర్ లాగా మనం ప్రిపేర్ చేసుకుందాం బిస్కెట్ మొత్తం కరిగేలాగా మనం స్మూత్ పేస్ట్ని ప్రిపేర్ చేసుకోవాలి ఇది ఇది డెకరేషన్ కోసం యూజ్ చేస్తామండి పైన చాలా బాగుంటుంది సో ఇలాంటి ఒక కవర్ తీసుకోండి కోన్ టైప్లా దీన్ని దాంట్లో ఫిల్ చేసుకొని పెట్టుకోవాలి ఈ విధంగా ఆ మొత్తం బిస్కెట్ క్రీమ్ మొత్తం అందులో కవర్లో ఇలా ఫిల్ చేసుకొని చివరిలో మనం చిన్నగా కట్ చేసుకొని దానిపైన డెకరేట్ చేసుకుందామండి సో ఇప్పుడు మనం కేక్ ప్లేట్లోకి తీసుకుందాం ఈ విధంగా చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత చక్కగా వచ్చింది కేక్ అనేది చాలా స్పంజీగా వచ్చిందండి అదేవిధంగా చాలా టేస్టీగా కూడా ఉంది ఇదో కొత్త రకమైన టేస్ట్లా ఉంది మ్యాంగోతో చేసాం కాబట్టి మిగతా పల్ప్ ఉంది కదండి దాన్ని పైన స్ప్రెడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ విధంగా మ్యాంగో పల్ప్ అనేది మొత్తం ఈవెన్గా మొత్తం స్ప్రెడ్ అయ్యేలా మనం దానిపైన వేసుకోవాలి మొత్తం వేసుకున్న తర్వాత మనం కోన్ షేప్లో దీన్ని కట్ చేసుకొని చిన్నగా అట్లా లైన్స్ వేసుకోవాలండి బిస్కెట్ క్రీమ్ మొత్తం ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒక ఫోక్ తీసుకొని ఇలా ఆపోజిట్ డైరెక్షన్లో అలాగే రివర్స్లో మనం తిని స్ట్రేట్గా అండ్ రివర్స్గా ఇలా అనుకుంటే ఒక షేప్ అనేది చూడడానికి లుక్ చాలా బాగుంటుంది సో ఫ్రెండ్స్ మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ ఉంటుంది ఫ్రెండ్స్ దాన్ని క్లిక్ చేయండి అలాగే మా దాని పక్కన బెల్ ఐకాన్ కూడా వస్తుంది దాన్ని కూడా క్లిక్ చేయండి అలా క్లిక్ చేసినట్లయితే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ ఈజీగా మీ వరకు చేరుతుంది సో తప్పకుండా పిల్లలు ఎంతో ఇష్టంగా తినే మ్యాంగో కేక్ మీరు కూడా ఇంట్లో తయారు చేసి మీ పిల్లలకి పెట్టండి ఫ్రెండ్స్ తప్పకుండా ఇష్టంగా తింటారు సో చూసారు కదా ఫ్రెండ్స్ ఎంతో ఎమ్మీ ఎమ్మీగా టేస్టీగా ఉండే మనకు మ్యాంగో కేక్ రెడీ అండి మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్తో షేర్ చేయండి అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్